hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan sticker plan వెనుక అదిరిపోయే వ్యూహం ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో మరోసారి అధికారులకు వచ్చేందుకు సర్వశక్తులు సర్వశక్తులొడ్డుతోంది ఇందులో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఓ ప్రయత్నం మాత్రం చర్చనీయాంశమవుతోంది అది ఇళ్లపై వైసీపీ అధినేత సీఎం జగన్ స్టిక్కర్ అంటించడమే ఈ స్టిక్కర్ను సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకే ఎందుకు అంటిస్తున్నారనే దాని వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది ఏపీలో ఈ నాలుగేళ్లుగా భారీ ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అదే సమయంలో లబ్ధిదారులు కూడా చాలా పథకాలపై సంతృప్తిగానే కనిపిస్తున్నారు అయితే పలు పథకాలలో లోపాలు కనిపిస్తున్నా అంతిమంగా వాటిని అందుకుంటున్న వారిలో మాత్రం ప్రభుత్వంపై సానుకూల ధోరణే వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఇలా వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న వీరిని శాశ్వతంగా తమ ఓటర్లుగా మార్చుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది మా నమ్మకం నువ్వే జగన్ జగనే మా భవిష్యత్తు వంటి పేర్లతో ఇప్పుడు సీఎం జగన్ స్టిక్కర్లను సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు అతికించే పనిలో వైసీపీ ప్రజాప్రతినిధులు బిజీగా కనిపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్బ్యాక్ తీసుకునేందుకే అంటూ మొదలుపెట్టిన జగనన్నే మా భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఈ స్టిక్కర్ అతికించేస్తున్నారు దీంతో కాదంటే ఎక్కడ పథకాలు ఎగిరిపోతాయన్న భయం వారిలో కనిపిస్తోంది ఇదంతా నాణ్యానికి ఓ ఎత్తైతే ఇలా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు జగన్ స్టిక్కర్ అంటించడం వెనుక వైసీపీ భారీ వ్యూహమే రచించినట్లు అర్థమవుతోంది ఇలా జగన్ స్టిక్కర్ పెట్టుకున్న ఇళ్లు తమ ఓటర్లుగా శాశ్వతంగా ముద్రవేయాలనేది వైసీపీ వ్యూహం స్టిక్కర్ అతికించి లేకపోతే విపక్షాల ఓటర్లుగా ముద్ర వేయాలనేది ఈ వ్యూహంలో భాగం ఇలా ఓటర్లను సంక్షేమం అందుకుంటున్న వారు అందుకోని వారిగా విభజించి ఓట్ల పోలరైజేషన్కు తెరదీయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో మెజారిటీగా ఉన్న పథకాల లబ్ధిదారులతో గంపగుత్తుగా ఓట్లు వేయించుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది అయితే ఇలా స్టిక్కర్ పెట్టించుకునే వారిలో ఎంతమంది ఓట్లు వేస్తారన్న దానిపైనే వైసీపీ సక్సెస్ ఆధారపడనుంది